ఇక ముగింపే నా తోడే విడిచిందే నా ప్రాణం పోతుందే నా లోకం శూన్యంగా పోయిందే కన్నీలే చూపిందే కల్లోలం చేసిందే కథ కలగానే ముగిసిందే ముగింపే ఇది ముగింపే మరణం ముందుందే